సామ్ వన్ ఫార్టీ నైన్ విధింపబడిన విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో వారి చేతిలో ఏముందట రెండంచుల గల ఖడ్గమున్నది ఆయన అందరికి ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి దేవుని స్థుతించండి సో ఇక్కడ రాయబడిన మాట దేవుని భక్తుల చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉందట అదే వారికి ఘనత ఈ రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటి దేవుని వాక్యం కొన్నిసార్లు రెండంచుల ఖడ్గం అని చెప్పారని చెప్పి ఒక చిన్న ఖడ్గం కొట్టుకో కొనుక్కొని వెళ్ళమని ఉద్దేశం కాదు రెండంచుల ఖడ్గం అంటే హెబ్రి నాలుగు పన్నెండు ప్రకారం దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి the word of God is sharper than any two edge sword and it can be the into our lives and our hearts ప్రాణాత్మ దేహములను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనల తలంపులను పరిశీలన చేసే దైవ గ్రంథం రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది అని బైబిల్లో రాయబడింది అంతమాత్రం కాకుండా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరోగ్యం మనం చదివితే దేవుని వాక్యం అనే ఖడ్గము అనే మాట అక్కడ రాశాడు దేవుని వాక్యం అనే ఖడ్గం సో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ రెండంచులు గల ఖడ్గము అంటే దేవుని వాక్యము దేవుని వాక్యం ఇప్పుడు దేవుని వాక్యం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో ఎవరి చేతుల్లో అయితే ఉంటుందో వారికి ఘనత అదే పరిశుద్ధ గ్రంథమే నీకు ఘనత దేవుని వాక్యాన్ని మోసుకుని రావడమే నీకు ఘనత యవన కాలంలోకి వచ్చిన తర్వాత రే బాబు బైబిల్ పట్టుకోరా దేవుని మందిరానికి కదరా వెళ్తుంట అక్కర్లేదులే నువ్వు నువ్వు చదువుతావు కదా నువ్వు చదువులే నేను నువ్వు చదివితే నేను చదివినట్టే నువ్వు చదివేసా రెండు మాటలే నాకు చెప్పే అంటాడు కుమారుడు బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపడ్డు దేవుని వాక్యాన్ని క్యారీ చేయడానికి కొంతమందికి ఎంత అవమానంగా ఫీల్ అయిపోతాడో తెలియదు మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు నేను లూయిస్ ఫిలిపి ప్యాంటు షర్టు వేసుకుని బైబిల్ పట్టుకోవాలా నేను లేకపోతే పీటర్ ఇంగ్లాండ్ డ్రెస్ వేసుకుని నేను బైబిల్ పట్టుకోవాలా అందరూ ఏమనుకుంటారు ఏ బైబిల్ పట్టుకున్న వాళ్ళు అంత తక్కువైన వాళ్ళు ప్రపంచంలో బైబిల్ మోసిన వాళ్ళు అంత తక్కువ స్థితిలో బ్రతికిన అమెరికన్ ప్రెసిడెంట్స్ రోజు బైబిల్ చదువుతారు వాళ్ళు ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ప్రతిరోజు బైబిల్ చదవకుండా ఇంటి నుండి కాలు బయటికి పెట్టరు వాళ్ళకన్నా గొప్పవాడు నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి దేవుని వాక్యం చదవడానికి కొంతమంది బైబిల్ అనగానే ఎంత అవమానంగా ఫీల్ అయిపోతారో తెలియదు పెట్టే లోపల పెట్టే లోపల పెట్టే ఆడ వస్తున్నాడు పెట్టే లోపల పెట్టే ఏరు చూడండి నువ్వు బైబిల్ చదువుతున్నావు తెలియని పోనీ ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి కొంతమందికి బైబిల్ పట్టుకోవాలంటే చాలా అవమానం ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి రే బైబిల్ లోపలెట్టారు రే వాళ్ళు మళ్ళీ బైబిల్ చూశారంటే మళ్ళీ మనం బైబిల్ చదువుతాం అనుకుంటారు చదువుకుంటారు అనుకొని ఇప్పుడు ఏమైంది వాళ్ళకి తెలియాలి అడుగుతారు ఏంటంటే ఆ పుస్తకం అని అడుగుతారు చెప్పు ప్రతిరోజు మేము దీని ద్వారానే ఫీడ్ చేయబడుతున్నాము ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యం ద్వారా పొందుకుంటున్నాం నీ టేబుళ్ళ మీద వార్తాపత్రికలు నీ టేబుళ్ళ మీద ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి పేర్లు చెప్పలేను మళ్ళీ వాళ్ళందరూ బాధపడతారు ఆ పబ్లిషర్స్ అందరూ అలాంటి పుస్తకాలన్నీ టేబుల్ మీద పెట్టడం అదే అవమానం కానీ దేవుని వాక్యం పెట్టుకోవడం అవమానం కాదు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని క్యారీ చేయండి ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సగర్వంగా అతిశయంగా బైబిల్ మోసుకుని రండి డిఎల్ మూడైన దేవజనుడు అంటాడు యవన కాలంలో బైబిల్ మోస్తే వృద్ధాప్యంలో బైబిల్ నేను మోస్తుంది అన్నాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు మోయలేకపోతే ఎప్పుడు మోతావు తమ్ముడు బైబిల్ చేతులన్నీ వణుకుపోతున్నప్పుడు ఏమీ పట్టుకోలేని ఆ ముసలితనంలోకి వచ్చిన తర్వాత బైబిల్ ఎలాగనో మోయలేవు ఇప్పుడు మోయి బలం ఉంది కదా శక్తిని దేవుడికి ఇస్తున్నాడు ఎవరి చేతులైతే దేవుని వాక్యం ఉందో దేవు ఎవరి జీవితాలు అయితే దేవుని వాక్యం ఉందో తన భక్తులకు ఘనత ఏంటంట దేవుని వాక్యమే దేవుని వాక్యమే ప్రభు వాక్యం మన జీవితాల్లో గొప్ప కార్యాలు మా తండ్రి గారు ఆయన ప్రయాణం చేసే ప్రతి ప్రయాణంలో బైబిల్ పట్టుకుని వెళ్తారు అనేక సందర్భాల్లో ట్రైన్లో కూర్చొని బైబిల్ చదువుతా ఉంటే చాలామంది అడుగుతున్నారట ఏం చదువుతున్నారు సార్ మీరు అని అమ్మ దీన్ని బైబిల్ అంటారు పరిశుద్ధ లేఖనాలు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి ఆయన మాటలు మనకు జీవితానికి అర్థాన్ని ఇస్తాయని సువార్త అనేక మందికి చెప్పిన దైవిషయంలో మా తండ్రి గారు దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండడం పొరపాటేం కాదు కొన్నిసార్లు ప్రయాణాలు అన్నీ పట్టుకెళ్తాం కానీ ఏం పట్టుకెళ్ళాం మనం దేవుని వాక్యాన్ని పట్టుకెళ్ళాం ఆడ పెట్టేలే పర్లేలే బైబిల్ ఎందుకులే ఇప్పుడు మనకి అంటారు చాలా దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి నేను ప్రయాణం చేసిన బ్యాగ్లో దేవుని వాక్యం ఉంటుంది ఖచ్చితంగా దేవుని వాక్యం నేను రోజు చదివే నా బైబిల్తో పాటుగా ఇంకొక బైబిల్ కూడా పెట్టుకుంటా నేను నా ప నా బ్యాగ్లో ఇప్పుడు రెండు బైబిళ్ళు ఉంటాయి ఆ సందర్భాల్లో ఆ ఇమ్మిగ్రేషన్ అధికారులు చూస్తూ ఉంటారు ఆ బైబిల్ చూస్తూ ఉంటారు కొన్ని సెన్సిటివ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ తీసుకుని వెళ్ళాం మాల్దీవ్స్ వెళ్ళాం అక్కడ బైబిల్ రాణిస్తారో లేదో అన్న అనుమానం ఉంది అయినా కానీ నా బైబిల్ ఒకటి నా బ్యాంకులో పెట్టాను ఒకవేళ అడిగితే చెబుదామనే ఆలోచనతో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని బిడ్డలో దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్ళడం ఆ వాక్యాన్ని తమ చేతుల్లో కలిగి ఉన్న తన భక్తులకు ఘనత అదే అని బైబిల్లో ఉంది దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి